hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు మీరు ఏదైనా వెజిటేరియన్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఈ వీడియోలో చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండేటువంటి శనగ వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము ఈ శనగ వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా ప్రాంతాల్లో బర్త్డేలపై అమ్ముతారు కూడా మరి అటువంటి శనగవడల తయారీ విధానం చూసుద్దాము మరి అందుకోసమని ఒక కప్పు నానపెట్టినటువంటి నల్ల శనగలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి నీటిని తీసేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి శనగల్ని మిక్సీ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకుని మీడియం సైజులో ఉండేటువంటి అల్లంను ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయల యొక్క ముక్కలు ఫ్లేవర్ కోసం ఎనిమిది లవంగాలు వడలకి సరిపడా ఉప్పు వేసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసేటప్పుడు నీరు అస్సలు పోయకుండా ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక కప్పు తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి ఈ వడల పిండికి నీటిని ఎక్కడా యాడ్ చేయకూడదు అప్పుడే పర్ఫెక్ట్ గా వడలు వస్తాయి చూడండి పిండి అంతా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఇప్పుడు డీప్ ఫ్రై కోసమని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడైంది కదా ఇప్పుడు పిండిని ఇలా ముద్దల చేతిలో తీసుకుని ఈ విధంగా బొటన్ వేలుతో ఇలా కొద్దిగా మందంగా ప్రెస్ చేసుకుని నూనెలో వేసేసుకోవాలి బాగా పల్చగా ప్రెస్ చేసేయకూడదు కొద్దిగా మందంగానే ఉండాలి మరొకటి చూపిస్తాము ఈ విధంగా పిండి ముద్ద తీసుకుని వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసి నూనెలో వేసుకోవాలి ఇలాగే బాండెకి సరిపడినన్ని వడలు వేసేసుకుందాం గడి సహాయంతో వడలను టర్న్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా వడలు సగం వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగే మరో వాయి శనగవాళ్ళను కూడా వేసేసుకుందాం వీటిని కూడా గరిటి సహాయంతో తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇవి కూడా సగం వేగాక ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి శనగవడల్ని వీటిలోకి వేసుకుని రెండింటిని కలిపి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో వేసినటువంటి అల్లం పచ్చిమిరపకాయలు లవంగం వల్ల వడలకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఉల్లిపాయలు వేయడం వల్ల వడ యొక్క రుచి ఇంకా ఇంకా పెరుగుతుంది ఈ వడలు తింటూ ఉంటే మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ తోటి పాటు చాలా క్రిస్పీగా ఉంటాయి కూడా ఇప్పుడు ఈ వడలు ఈ విధంగా మంచి రంగు అంటే ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అన్నమాట బరకగా పిండిని మిక్సీ చేసుకోవడం వల్ల మధ్య మధ్యలో శనగబద్దలు కూడా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ వేగినటువంటి శనగబడల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఈ విధంగా అన్ని తీసేసుకున్నట్లయితే కనుక ఎమ్మి ఎమ్మి శనగబడలు రెడీ వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో రుచిగా ఉండే శనగవడలు పల్లి చట్నీతో పాటు తినడానికి రెడీ మరి మీరు కూడా ఈసారి ఈ విధంగా చేసినటువంటి శనగవడల్ని ట్రై చేసి ట్రై చేసి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ వెజిటేరియన్ రెసిపీస్ కోసం మా Nandala sisters YouTube channel subscribe చేసుకోండి అలాగే మరెన్నో ఉల్లి లేనటువంటి శాకాహార వంటల కోసమని మా మరొక ఛానల్ చిరావురి వంటలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సొమ్మలు ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ